ఊటీ నుంచి ఫోన్ వచ్చింది అను ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తమ్ముడిగా నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని నాకు మాట ఇవ్వు నువ్వు నీ కూతురు బతికుండాలంటే అన్నీ వదిలేసి పారిపోండి ఎవరిని నమ్మాలో తెలియడం లేదు విక్రమ్ అదితిని నిన్ను చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాది కిడ్నాపర్స్ మర్డరర్స్ గ్యాంగ్స్టర్స్ అండర్వరల్డ్ మొత్తం ఒకటే అంది స్కోపియన్ ఎక్కడ జస్ట్ అ బాడీ గార్డ్ ఆపుతావు విక్రమ్ చావును చాలాసార్లు చాలా దగ్గరగా చూశాను ప్రియా ఇట్ నెవర్ స్టాప్స్ ఇప్పుడు చచ్చాడు చెప్పావు ఒక్కడిని కూడా వదన్నావు